అందము నీకున్నా ఆనందము నీకుందా లక్షలు నీకున్నా మన శాంతి నీకుందా ఎన్ని నీకున్నా ఏ సయ్య లేకుంటే నీ బ్రతుకే సున్నా ఎన్ని నీకున్నా ఏ సయ్య లేకుంటే నీ బ్రతుకే సున్నా అందము నీకున్నా